ప్రియమైన దేవుని దేవుని వాక్యం చూసుకుందాం మనం ఒకటో పేతుడు రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునే ఉన్నారు ఎస్ చాలమ్మా థ్యాంక్ యూ ఇంకో మాట కూడా ఉంది పదే వచ్చిన ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారి తిరి అని అంటున్నాడు ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకెళ్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి నీ వాక్య భాగంలో నుండి తండ్రి మాతో మీరు మాట్లాడండి అయ్యా మా జీవితాలకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు భుజించేటట్లు కృప చూపించి మా ఆత్మీయ ఆహారాలకు ఎంతో మేలుకరంగా ఉండాలి మా ప్రియులకి ఎంతో మేలుకరంగా ఉండాలి నాయన మీ మాట ప్రతి మాటే అది ఎంతో విలువైనది ప్రభు నాయన కాబట్టి ఆ మాటను మేము మంచిగా రిసీవ్ చేసుకోవటానికి అట్టి జ్ఞానమును పరిశుద్ధాత్మ తండ్రి మా అందరికీ సహాయం చేయండి అల్పు నన్ను నన్ను మరుగుపరచండి ప్రియులు మీ బిడ్డలకు అర్థమవుతున్నట్లు కృప చూపించి సహాయించమని ప్రభా ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటూ మీరు మమ్మల్ని గైడ్ చేయండి అధ్యక్షులు కూడా బలపరచమని యేసు పరిశుద్ధనామ అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిళ్ళారా మనము మరి ఈరోజు వాక్య భాగము దేవుని పిల్లలకు దేవుడిచ్చేటటువంటి శ్రేష్టత అని మనం ఈరోజు చూసుకుంటున్నాం నిజంగా కొన్ని కొన్ని వాక్యాలు నేను చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు బైబిల్లో నుండి కూడా ప్రియులారా నాకు చాలా గొప్ప ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు తీసివేయబడిన వారిని మూలకు తలరాయిగా చేస్తాడని దేవుడు తెలియజేశాడు కదా ప్రియులార నిజంగా మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటున్నాడు నిజంగా మనం పాపులు తెలుసా చెడ్డవారం అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడంట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింప చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటున్నాడు ఎన్ని బిరుదులు ఇచ్చాడు దేవుడు ఎంత ఆదికిందించాడు తన పిల్లలకు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఇంత గొప్ప ఆధిక్యత మనకి మనము వీఆర్ ద స్పెషల్ పీపుల్ మనము ప్రత్యేకించబడిన వారము అంటే ప్రత్యేకించబడిన వారం అంటే ఏంటి దే చీకటిలో ఉన్నాం పాపములో ఉన్నాం మనల్ని దేవుడు పిలుచుకున్నాడు అయ్యా రా అని అమ్మా రా అని పిలుచుకున్నాడు పిలుచుకున్నాడు ఆయన దగ్గరికి తన వెలుగులోనికి ఆయన ఈ కాల్డ్నెస్ పిలుచుకుని పిలుచుకుని అట్లాగే ఉంచలేదు మనల్ని ఆశీర్వదించాడు మనల్ని తన పరిశుద్ధతలోనికి తీసుకొచ్చాడు తన నీతిలోనికి తీసుకొచ్చాడు తన వంశములో చేర్చుకున్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు కదా ప్రియులరా అర్హత లేదు మనకి కదా మనందరికీ తెలిసిన స్టోరీ తప్పిపోయిన కొడుకు కుమారుడు ఏం చేస్తాడు తండ్రి తప్పిపోయి తన డబ్బు తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి అంత ఖర్చు పెట్టినా తిరిగి అదంతా ఏం గుర్తుపెట్టుకోకుండా తన కొడుకు వచ్చాడనే సంతోషంతో తన వాటేసుకున్నాడు గొప్ప విందుని చేశాడు ప్రిలరా దేవుడి ప్రేమ ఎంత గొప్పదో చూడండి మనమందరం అలాంటి వాళ్ళమేనండి నేను అలాంటి వాడిని దౌర్భాగ్యుని చెడ్డవాడని చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఏడాడో ఉన్నటువంటి వారిని దేవుడు పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారు నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత దయగలిగిన దేవుడు ఒక్కొక్కసారి నా జీవితాన్ని నేను చూసుకుంటే ప్రభా నేను అర్హున్నాను ఆయన మీదటి నిలబడటానికి మీ పిల్లలకి తెలియజేయటానికి అర్హున్నా అర్హత ఉందా నాకు నాయన ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంత కూడా లేదు నాలో ఏ మంచి లేని వాడు నన్ను ప్రేమించిన దేవుడు కదని ఎన్నోసార్లు నేను అనుకుంటా నేను మనస్ఫూర్తిగా సంతోషించేవాడిని ప్రియమైన దేవుని బిడ్డ సంతోషిస్తూ ఉన్నాను కూడా కాబట్టి అలాంటి గొప్ప దేవాతి దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనందరికి కూడా ఇచ్చాడు మనందరికి కూడా దేవుడు కల్పించాడు ప్రియుల నూట పదమూడు కీర్తనలు ఒక మాట ఉంటుంది ఏడు ఎనిమిది వచ్చిన చదువుదాం చూడండి ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇలాలుగా థ్యాంక్ యూ ప్రియమైన దేవుని బిళ్ళారు అక్కడ ఏం చెప్తున్నాడంటే మరి నేల మీద నుండి దరిద్రులను లేవనెత్తుతానని చెప్పాడు పెంటకప్ప మీద నుండి లేవనెత్తి తన ప్రజల ప్రధానులు ఉంటారు కదా ప్రధానులు అంటే ఎవరు ఉన్నతమైన వారు మనుషుల్ని పరిపాలించేవారు మనుషుల మీద అధికారం కలిగిన వారు వారిని ఉన్నతమైన వారని చెప్తుంటున్నారు వారితో పాటు దరిద్రులను కూర్చుండబెడుతున్నాడు దేవుడు ఎక్కడ ఎవరిని దరిద్రులను కూర్చుండబెడుతున్నాడు కుప్పం మీద నుండి లేవనెత్తుతున్నాడు ప్రియులారా కదా అనేక మందిని దేవుడు ఆ రీతిగా బలపరుస్తున్నాడు మనల్ని కూడా ఆ రీతిగా బలపరుస్తాడు ఖచ్చితంగా బలపరిచాడు ఇంకా ఆయన ఖచ్చితంగా ఆయనకి లోబడి ఆయన మాట మనం వింటే ప్రిలారా ప్రతి విషయాన్ని నీకు కూలంకృషంగా దేవుడు తెలియజేస్తాడు భక్తుడైన అబ్రహాము దేవుడికి లోబడితే ప్రిలరా చూడండి అబ్రహాము దేవుడికి లోబడితే అబ్రహామును దేవుడు దీవించి ఏం చేశాడో తెలుసా ప్రిలరా అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంచాడు అనేక మందికి దీవినికరంగా ఉంచాడు అబ్రహాం ఒక పేరు ఆ పేరును ప్రభువారు అనేక సార్లు ప్రస్తావించారు యేసు ప్రభువారి ఈ సృష్టికర్త కదా అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు అని చెప్పాడు జక్కని జక్కయ్యని ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య చాలా మోసగాడు అలాంటి ఆయన్ని మరి ఏమంటున్నాడో తెలుసా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే ఉంచున్నాడు ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడిస్తాడు ప్రియులరా మరి దేవుడు నా జీవితంలో కూడా ఈ వాక్యం నూట పదమూడో కీర్తనలో ఈ వాక్యం ఎగ్జాక్ట్లీ నా నా పట్ల జరిగింది ఎగ్జాక్ట్లీ నా పట్ల నా జీవితంలో జరిగింది నిజంగా ఏ దరిద్రతలో నుండి నేను పిలువబడ్డాను ఏ కుప్ప మీద నుండి పిలువబడ్డాను దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు ప్రియులారా నిజంగా దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములను దేవుడు చేశాడు అనేక మంది ఎదుట గొప్ప ఆధిక్యతను నాకు ఇచ్చాడు నిజంగా నేను ప్రాక్టికల్గా నేను ప్రభు ఆయన ప్రాక్టికల్గా రుచి చూశా దేవుడు ఎంత గొప్ప దేవుడు దేవుని నమ్మితే ఆయన ఎంతవరకు బలపరచగలడు ఎంతవరకు ఆశీర్వదించగలడని నేను నమ్మా విశ్వసించా ప్రియులారా ఎస్ ప్రభు నమ్మినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఎక్కడో నేను కూడా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాను నా పరిస్థితి ఎక్కడెట్లాగో ఉండేది చాలా దరిద్ర స్థితిలో ఉండేది మా కుటుంబం చాలా దరిద్ర స్థితిలో ఉండేది ప్రియులారు చాలా పేదవారు మేము నలుగురు పిల్లలం మా నాన్నకి మరి మా అమ్మగారికి మేము దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్దించాడండి అల్పుడు నేను నన్ను నిజంగా పేరు పెట్టి పిలుచుకున్నాడు దేవుడు ఏర్పాటు చేశాడు నేను ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటా ఉంటే ఎంతమంది ప్రియుల్ని దేవుడు నాకు ఇచ్చాడు దేవా నేను ఏ అర్హత ఉందని ఆయన ఏ యోగ్యత ఉందని నాకని నేను చాలాసార్లు నా జీవితంలో నేను చాలా సంతోషపడతాను ప్రియులారా నేను అనుకునేవాడు చిన్నప్పుడు బాగా చదివి చాలా దరిద్రుని కదా బాగా చదివి అందరికి సహాయం చేయాలనుకునేవాడిని హెల్ప్ సహాయ హెల్ప్ చేయాలనుకునేవాడిని అప్పుడు ప్రభువులో సంపూర్ణంగా రా రాలేదు నేను ఇప్పుడు చిన్నప్పుడు వన్ ఇయర్ వెళ్ళిపోయిన తర్వాత నేను చాలాసార్లు మీతో పంచుకున్నాను తర్వాత ఇక మళ్ళా ప్రభుని మందిరానికి చర్చికి వెళ్ళింది లేదు మళ్ళా తిరిగి లోకంలో కలిసిపోయాను చిన్నప్పుడు ఎప్పుడో తెలియని వయసులో నమ్ముకున్నాను తర్వాత మరలా యవన వయసులో దేవుడు మరలా పట్టుకున్నాడు దేవుడు మళ్ళా ఆకర్షించాడు అనేక సార్లు ఒక్కొక్కసారి మరి మా మేమే కాదు మా గ్రామం కూడా చాలా very purest of the poor village మా ఊ మా మాది బాపట్ల మండలం ఆ మండలంలోనే చాలా purest of the poor village ఏం చేస్తారో తెలుసా మ్యాక్సిమం ఎక్కువగా మైగ్రేట్స్ అయ్యి వెళ్ళేవాళ్ళం బయటికి మైగ్రేట్స్ అంటే ఏంటి తెలుసా మైగ్రేట్స్ అంటే వలస ఇప్పుడు ఇక్కడ పనులు అయిపోయినందుకు వేరే చోటకి వెళ్ళిపోవాలి అట్లా అలాంటి పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నా అంటే దేవునికే మహిమ కలుగును కాక ప్రిమేం దేవుని బిళ్ళారు అనేక సార్లు నైంటీ పంతొమ్మిది వందల తొంభైలో పెద్ద తుఫాన్ వచ్చేసింది మా నాన్న మూడు చెరువుల్లో చేపలు వేసాడు చెరువులు వేస్తే ఇక్కడ ఉన్నాడు ఆయనకి మా మా డాడీ మరి మూడు చెరువులు వేస్తే అన్నీ నష్టపోయాం అందరూ ఎండాకాలం చేపలు తీసుకుని తింటుంటే మేమే ఏడుస్తున్నాం టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను మళ్ళీ తిరిగి ఇంటర్మీడియట్ చేరడానికి అవకాశం లేదు ఆ రీతిగా అనేక సార్లు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా మరి కొన్ని కొన్ని సార్లు మన జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎవరు live you and first you దేవుడు వాగ్దానం ఎంత గొప్పది ఇప్పుడు ఆ రీతిగా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు చాలాసార్లు నేను బాధపడేవాడిని మైగ్రేట్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ వేరే ప్లేస్లో ఉంటున్నప్పుడు మరి అందరూ అక్కడ అన్నీ వస్తువులు మూటలు కట్టుకుని వెళ్ళి కూర్చునేవాళ్ళు అందరు పిల్లలు చదువుకుంటానికి వెళ్తే నాకు చాలా బాధ అనిపించింది ఇట్లా ఇంటి ఇంత దరిద్రత చదువుకోలేకపోతున్నాను ఇంటి ఇట్లా నేను చాలా బాధపడిపోయాను కానీ దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన నా జీవితాన్ని మార్చేశాడు ప్రభువుని ఎప్పుడైతే నమ్ముకున్నానో నా జీవితం అంతా ఆయనకి అప్ప అప్పగించేసాను అప్పుడు మరలా తిరిగి చదువుకోవటానికి దేవుడు నాకు సహాయం చేశాడు దేవుని సన్నిధిని కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేశాడు అనేక మందికి మరి ఆ వన్ ఇయర్లోనే దేవుడు బాగా ఇంగ్లీష్ రావటం తద్వారా మరి ప్రభు నమ్మిన తర్వాతే నాకు ఇంగ్లీష్ వచ్చింది ఎట్లా అంటే ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్ దగ్గర పెట్టుకుని చదివేవాడిని అట్లా అదే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను ఇంగ్లీష్ని మా స్నేహితులకి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని తెలుగులో అంత తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కదా మేము తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటట్టు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నానో నా జీవితాన్ని టర్నింగ్ చేశాడు ప్రేమేం దేవుని బిళ్ళరా అనేక సార్లు చదువుకోని పరిస్థితి నాకు ఎందుకు ఉండదు ఎందుకు ఇట్లా ఇంత దరిద్రత పరిస్థితి అనుకుని ప్రార్థన చేసేవాడు అంతేకాదు ప్రియులారా నేను కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు బాధపడేది ఏంటంటే ఇప్పుడు ఫ్రాంక్లీగా నేను చెప్పేది ఏంటంటే ఆ రోజులు ఎక్కువ ఆర్థిక విషయాల గురించి ఎక్కువ ప్రార్థన చేసేవాడు నేను అందరిని ఆర్థికంగా దీవించాడు కానీ మన్నయ్య మన్నయ్య బావు కానీ మా మేనల్లుడు వీళ్ళు ఇంకా రక్షణ పొందలేదు ఆ విషయంలో చాలా తీవ్రమైన బాధ కలుగుతుంది నాకు నా కుటుంబంలో అందరు రక్షణ పొందారు కానీ వాళ్ళు రక్షణ పొందలేదని ఆ ఒకే ఒక బాధ బాగా మిగిలిపోయింది నాకు ఆర్థికంగా బాగా బలంగా ఉండరాడు కానీ రక్షణ లేదు చాలా బాధ అనిపిస్తుంది ప్రియులారా కాబట్టి మన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ లోకం శాశ్వతం కాదండి దేవుడు నాకు సంపూర్ణంగా తెలియజేస్తూ వచ్చాడు ప్రతి సమయం అందు ఇది ఏది కూడా శాశ్వతమో కాదు సమస్తము దేవుడు దగ్గరే ఉన్నది ఆయన దగ్గరే ఆనందం సంతోషం సమస్తం అక్కడే ఉన్నదని నేను ఎప్పుడైతే ప్రభు నమ్ముకున్నానో ఈ భూమి మీద కూడా నేను ఇక్కడ కూడా దేవుని సంతోషం పరలోకమందే కాదు ఇక్కడ కూడా దేవుని సంతోషం నేను అనుభవించడం ప్రారంభించాను వేదన చిన్న వయసులోనే దుఃఖం చాలా చిన్న వయసులో చనిపోవాలనే ఆలోచన ఇవన్నీ కలిగిన ఒక్కసారి కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చెప్పాను కదా వేరే చోటకి ఎక్కడో కృష్ణా జిల్లా మట్టి పనులకి వెళ్ళినప్పుడు అక్కడ ఎండాకాలం బాగా ఇదే రోజుల్లో మాకు ఎగ్జామ్స్ అయిపోయినాయి బాగా నైట్లు నిద్రపోకుండా బాగా చదివేవాడిని అప్పటికి ఇంకా ప్రభు నమ్మలేదు యేసు ప్రభు నమ్మల సంరక్షకుడికి అంగీకరించలే కృష్ణా జిల్లాలో చెరువులు పనికి వెళ్ళి పనిచేస్తామన్నప్పుడు నాకు అక్కడ ఆ ఏరియాలో వాటర్ అవన్నీ పడక కలరా వచ్చింది కలరా అంటే తెలుసు కదా అప్పుడు కలరా పెద్దవాళ్ళ టైంలో కలరా అనేవాళ్ళు ఆ కలరా వస్తే చచ్చిపోతారు అంతే బతకరు ఇవ్వడం ఇప్పుడు ఈ రోజులు మోషన్స్ మోషన్స్ అంట మోషన్స్ వస్తాయి కదా మోషన్స్ అండ్ వామిటింగ్స్ రెండు అట్లా ఒక్క రోజులోనే ఇరవై సలాల బాటిల్ ఎక్కినాయి ఆ రోజు ఒక నిర్ణయం అనుకున్న మనసులో నాకు చచ్చిపోతాను అనుకున్న ఆ రోజు ఆ రోజు మనసుకున్నా ప్రభావం ఇంకో అవకాశం give me one chance to live in this world ఈ ప్రపంచం మీద బ్రతకటానికి మరొక అవకాశం ఇవ్వండి నేను నీకోసం బ్రతుకుతాను ప్రభా అని తీర్మానం తీసుకున్న ఆ రోజు అప్పుడు దేవుడు మరలా నాకు జీవాన్ని ఇచ్చాడు ఉదయకాలైన సమయంలో సెట్ అయిపోయింది ఇరవై శలాన్ని బాటిల్ ఎక్కినాయి ఇరవై సలాన్ బాటిల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నయ్య కానీ టాయిలెట్ కూడా రాలేదు ఇరవై శలాన్ని బాటిల్ ఎక్కిన ఒక రెండు బాటిళ్ళు అక్కడ మంచి కాయలు పెద్దగా ఉంటాయి ఇంత ఇంత లావుగా మరి ఆ ఊర్లో కిరణోళ్ళ మామయ్యోళ్ళ ఊరు కోడూరు అది ఆ కోడూరులో అనమాట రెండు బాటిల్ తాగాను అప్పుడు మరి వీరుని రావటం జరిగింది అప్పుడు లేచా ఆయన డాక్టర్ చెప్పాడు మీ పిల్లోడు కొంచెం యవనస్తుడు కాబట్టి బతికేవాడు లేకపోతే చచ్చిపోయాడు అని చెప్పాడు నాకు చెవులు దిబ్బిళ్ళెక్కిన అసలు మాట లేదు చూపు లేదు అన్నట్టు అయిపోయింది ప్రిలరా నన్ను బ్రతికించిన దేవుడు నా దేవుడి కోసం నేను బ్రతకాలనుకున్నాను ఆ రీతిగా దేవుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు పంటకు మీద నన్ను లేవనెత్తాడు మహాదరిద్రుణ్ణి నన్ను బలపరిచాడు దేవుడు ప్రిలార కాబట్టి మరి ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు ఆయన్ని నమ్ముకున్న వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్దిస్తారు కానీ విడిచిపెట్టాడు కదా ఎన్నో వాగ్దానాలు చెప్పాడు తీతు రాసిన పత్రిక రెండవ అధ్యాయ పద్నాలుగు వచ్చిన వాడు అంటాడు ప్రిలార చూడండి ఒకసారి తీతు రెండు పద్నాలుగులో దేవునికి స్తోత్రం హాలేలుయ్య ప్రియమైన దేవుని బిళ్ళారా అందరినీ ఆయనకు సొత్తుగా చేసుకోవటానికి తన రక్తాన్ని కార్చాడు ఏం చేశాడండి అందరినీ అంటే ఆయన సొత్తు అంటే ఏంటి ఇప్పుడు మన తమ్ముడు ఉన్నాడు రాజేష్ రాజేష్ వాళ్ళ సొత్తు ఎవరో అనన్య సో ఇప్పుడు ఇక్కడ ఇమానియాలు ఉన్నారు లేకపోతే వీళ్ళు ఉన్నారు వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ సొత్తు వీళ్ళు వాళ్ళు ఏమంటారు స్వాస్థ్యము అంటారు పిల్లల్ని ఏమంటారు తెలుసా గర్భపాలము ఇహోవ ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము సొత్తు వాడు ఆయన ఒక్కడే అనగలడు ఈ నా సొత్తు అని ఎవరు తల్లి తల్లిదండ్రులు వాళ్ళు ఇవి నా సొత్తు అంటారు సో అట్లా దేవుడు మనల్ని ఆయన సొత్తు అంటున్నాడు ఏమంటున్నాడు మనల్ని ఆయన సొత్తు అంటున్నాడు చూడండి ప్రియులారా ఎంత గొప్ప భాగ్యం ఇంకా మనకేమంతకన్నా దిగులేమన్నా అవసరమా బాధ చింత ఏమన్నా అవసరమా మనం ఆయన సొత్తు మనం ఆయన సొత్తు అందుకే హ్యాపీగా మనం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలి ఎస్ నేను ఎవరిని దేవుని సొత్తు చెప్పండి మీ అందరూ అందరూ ఒకరికి ఎవరు కాళ్ళు మనసులో ఇది చెప్పుకోండి నేను దేవుని సొత్తు అనండి ఎవరు సొత్తు మీరు మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు మీరు బాధపడద్దు ఒకవేళ మీ ఆయన ఏమన్నా నేను దేవుని సొత్తు మీ కూడా ఎవరైనా మీ తల్లిదండ్రులు పట్టించుకోలేదు విడిచిపెట్టారు అనుకో నా సొత్ నా నా దేవుడు నేను ఆయన సొత్తును అని మీరు చెప్పాలి ప్రియులారు మనం ఆయన సొత్తు అండి నేను ఎప్పుడైతే ఏసై నమ్ముకున్నానో నా భారం అంతా ఆయన మీద వేసేసాను ప్రభువా I submit myself in your hands నీ చేతుల్లో నా జీవితాన్ని పెట్టేశాను ప్రభా అని నేను ఎప్పుడైతే అనుకున్నా అప్పటి నుంచి నాకు నెమ్మది వచ్చేసింది సంతోషం సమాధానం వచ్చేసింది అప్పటి నుంచే నాకు హ్యాపీ ప్రియమైన దేవుని బిడ్డారు అలాంటి సమస్యలు ఉండగానే నేను ఎక్కువగా బాధపడను ఎందుకంటే నా బాధలు యావత్ బాధ నిందినవాడు ఏసయ్య మన బాధల్లో యావత్ బాధలు యావత్ బాధలు అంటే తెలుసా అన్ని బాధలు ఒక బాధే కాదండి అన్ని బాధలు ఆయన కూడా భరిస్తున్నాడు నీ శ్రమల్లో ఆయన పాలిభాగస్తుడు అని బైబిల్ చెప్తుంది ఏమంటాయి శ్రమలలో పాలిభాగస్తుడు మనం ఆయన సొత్తు కదా అందుకని నిర్గమకాండ పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు స్వకీయ సంపాద్యమగు అని ఏమంటున్నాడు నిర్గమకాండము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశము దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యం అగుదురు చూడండి నా మాట మీరింటే నేను చెప్పింది మీరింటే సమస్త జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యం అంటే ఈ భూమి మీద ప్రజలందరూ చాలామంది ఉంటారు కదా చాలామంది ప్రజలు ఉంటారు ఓకేనా మధ్యలో ఎవడో నిద్రపోతే లెగవండి చాలామంది ప్రజలు ఉంటారా ఉండరా వాళ్ళల్లో ప్రత్యేకంగా మనం స్వకీయ స్వకీయులం మనం ఎక్కడికైనా వెళ్తామండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్తాం గ్రూప్గా ఫర్ ఎగ్జాంపుల్ అందరం గ్రూప్కి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం మనకు సంబంధించిన వాళ్ళు ఏమంటాం మా అండి వీళ్ళు అని అంటాం ఏమంటాం దీస్ ఆర్ మై మా అండి మా వాళ్ళు అని పరిచయం చేస్తాం ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం అందరూ వస్తారు చాలామంది కొంచెం మన కలెక్టర్కి బాగా తెలుసు అనుకో మనకి ఎవరన్నా ఉండేవాళ్ళు ఇద్దరు ముగ్గురు మన ఆప్తులు ఉండరు వాళ్ళని మన సొంత వాళ్ళు వీళ్ళు మా సొంత వాళ్ళు మా వాళ్ళు అండి అని అంటాం అట్లాగే దేవుడు మనల్ని అందరిని ఏమంటున్నాడు వీళ్ళందరూ మా వాళ్ళు అని అంటున్నాడు ఏమంటున్నాడు వీళ్ళందరూ నావారు అంటున్నాడు యోగుని అన్నాడు దేవుడు అట్లా యోగునేమన్నాడు ఏమన్నాడు అపవాదితో అంటున్నాడు అపవాది నా భక్తుడైన యోబుని నువ్వు చూసావా యోబు ఎట్లా ఉన్నాడు యథార్థవంతుడు న్యాయవంతుడు భూమి మీద అలాంటి యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడు ఎవడ కూడా లేడు సైతానికి ఎప్పుడైనా చాలా సింపుల్గా ఎటకారం ఎక్కువ ఎట్లా అంటే ఎటకారం ఎక్కువ ఎట్లా అంటే మీరు బాగా దీవించారు కాబట్టి బాగా ఆస్తి ఉంది వాళ్ళకి అంతస్తులు ఇచ్చారు బాగా ఉంది కాబట్టి తూర్పు దేశంలో ఆయనంత ఆస్తిపరుడు ఎవరు లేరు బాగా దీవించారు కాబట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అనని సింపుల్గా అనేసాడు అప్పుడేమన్నాడు దేవుడు నేను ఇచ్చిందంతా మళ్ళీ నేను తీసేసుకుంటా కానీ నన్ను ప్రార్థన చేయకుండా నా భక్తుడు ఉంటాడేమో నువ్వు ఆపగలవా అన్నాడు అవును ఆపగలంటాడు ఆయన ప్రాణం మీద తప్ప ఆయన ప్రాణాన్ని నువ్వేం చెయ్యొద్దు ఆయన ప్రాణం మీద తప్ప అదంతా తీసేసుకో అన్నాడు మొత్తం తీసేసుకున్నాడు పిల్లలు పది మంది చనిపోయారు ఆస్తి మొత్తం పోయింది ఎంత ఆస్తి ఉందో తెలుసా యా యోగు గ్రంథంలో మొట్టమొదటి వచ్చినాల్లో మనం చూస్తే ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లను ఐదు వందల ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు పనివారును అతనికి ఆస్తిగా నుండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండేను దేవునికి స్తోత్రం హాలేలుయ తూర్పు దిక్కు జనులందరిలో అతడు గొప్పవాడిగా ఉన్నాడంట అయితే అపవాదికి దేవుడికి మనం భాషలో పందెం పడ్డదంటాం కదా పందెం పందెం వేసుకోమంటాం కదా సవాల్ చేద్దాం పందెం వేసుకుంటాం కదా అట్లాగే ఏ దేవుడితో పంది వేస్తున్నాడు అపవాది ఇప్పుడు యోబు ఎవరిని గెలిపించాలి దేవుణ్ణి గెలిపిస్తాడా సైతాన్ని గెలిపిస్తాడా యోబు దేవుణ్ణే గెలిపించాడు దేవుణ్ణే గెలిపించాడు దానికి మనం చూసినట్టు ఒకసారి అంతా పోతుంది అంతా పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు తెలుసా ఇరవై ఒకటో వచ్చిన చూడండి నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఆమెన్ ఏమంటున్నాడు నేను నా తల్లి గర్భములో దిగంబరిగా వచ్చాను అమ్మ కడుపులో నుంచి మనం ఎట్లా వస్తాం మంచి ఉండవాళ్ళు అయితే మంచి మంచి నగలు అవన్నీ వడ్డాణాలు దగ్గరించుకుని వస్తారా ఎట్లా పుడతామండి ఏ ద పేదింటోళ్ళ కుటుంబంలో పుట్టినా దిగంబరిగానే వస్తాడు ఏమి లేకుండా నాకెడ్ అంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఆ పదాన్ని ఏమంటారంటే దిగంబరిత్వాన్ని నాకెడ్ అంటారు ఓకే అయితే గొప్ప ధనవంతుడు కూడా అట్లాగే పుడతాడు ఓకే పుట్టడం వల్ల తేడానే లేదు మరి ప్రియులరా అట్లాగే వచ్చాను అంటున్నాడు నేను దిగంబరిగా వచ్చానంటే మళ్ళీ దిగంబరిగానే ఏమవుతుంది అని అంటున్నాడు ప్రియులరా ఆయనకున్న ధైర్యం చూడండి ఆ మాట యొక్క ధైర్యం ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి దేవుడిని బట్టి వచ్చింది ఎవరి నుంచి వచ్చింది ఇదంతా దేవుడే కదా ఇచ్చింది మళ్ళీ దేవుడు తీసేసుకున్నాడు ఏంటి అని అంటున్నాడు ప్రియులారు కాబట్టి మనకు అలాంటి ధైర్యం ఉండాలి దేవుడు నమ్మిన తర్వాత అలాంటి ధైర్యంతో మనము ఏ మాట అయినా మనం చెప్పగలిగి ఉండాలి అందుకనే దేవుడి దగ్గర ఎంత సాక్ష్యం పొందుకున్నాడు యోబు మనకు అలాంటి సాక్షి మనం సంపాదించాలి నువ్వు ఏదైనా శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఓర్చుకోగలుగుతున్నావా బాధలు వచ్చినప్పుడు ఓర్చుకోగలుగుతున్నావా అనారోగ్య పరిస్థితులు ఓర్చుకోగలుగుతున్నావా ప్రియులరా చూడండి ఆర్థిక పరిస్థితులకు దిగజారినప్పుడు అప్పులు ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి నిజంగా స్థుతించగలుగుతున్నావా ఏ పరిస్థితిలో మనం దేవుని స్థుతిస్తున్నాం చూడండి ప్రియులారా ఎప్పుడు ఏ పరిస్థితిలో మనం దేవుణ్ణి స్థుతించగలుగుతున్నామా కష్టాల్లో కదా యోబు ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవునిని స్థుతిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డారా చూడండి అంతేకాదు ప్రకటన గ్రంథం ఒకటి అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు అంటాడు ప్రకటన ఒకటి ఆరో వచ్చిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమె ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను దేవునికి స్తోత్రం హాలేలుయ్యా ఆయన యేసుప్రభారు ఏం చేసాడంట మళ్ళందరినీ ఓ తండ్రికి తండ్రికి ఆయన తండ్రికి దేవునికి తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడంట దేవునికి స్తోత్రం హాలేలుగా దేవదూతలకు చేయలేదండి మీరు గమనించండి దేవదూతలు కూడా దేవుడు సృష్టి ఓకే దేవదూతలు కూడా దేవుని సృష్టి కానీ దేవదూతలకి ఈ భాగ్యం ఇవ్వాల యాజకులుగా ఏ భాగ్యం ఇవ్వలేదు మనకిచ్చాడు దేవుడు కదా దేవుడు మనకిచ్చాడు మనం నీతిమంతులు అనే చెప్పండి ఒక మాట మన యథార్థవంతులు అనే పరిశుద్ధులు అనే కాదండి చెడ్డవారమైనప్పటికీ మనకి మంచి ఈవుల్ని దేవుడిచ్చాడని బైబిల్ చెప్తుంది ఎప్పుడు మనం మంచివారమై ఉన్నప్పుడు కాదండి చెడ్డవారమై ఉన్నప్పుడే మనకు మంచి ఈవులు ఇచ్చాడు అలాంటిది మనం మంచివారిగా ఆయన పిల్లలుగా ఆయన సుఖీ సంపాద్యముగా ఆయన సొత్తుగా అయిన తర్వాత ఇంకేమి ఇస్తాడు మనకి ఆయనంతా మనదే కదా ఆయనంతా మనదే అందుకనే మనం ఇప్పుడు బాలురం చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు మేజర్ అయిన తర్వాత వాడు ఆస్తికి హక్కుదారుడు అవుతాడు ఓకే అవునా అర్థమవుతుందా ఆ చిన్నపిల్లడు ఉన్నాడు పాల్సాన్ కొడుకు ఆయన చిన్నపిల్లడు ఇప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళ తాతయ్యకి కానీ వాళ్ళకి ఆయన వారసుడే బట్ ఇప్పుడు హక్కుదారుడు గాడు ఎప్పుడవుతాడు ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత మేజర్ అయిన తర్వాత అవుతాడు అట్లాగే ఇప్పుడు మనం అందరం కూడా దేవుని పిల్లలము దేవుని వారసులం ఇప్పుడు మనము ఎప్పుడు ఆయన పిల్లలకు అవుతాం అందుకని చెప్తున్నాడు ప్రియులరా మనం ఎప్పుడు అవుతామో చెప్తా ఉన్నాడు చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం మరియు ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి నేనే అల్పాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను ఆరో వచ్చిన అదేనా ఇరవై అధ్యాయం ఆరో వచ్చిన చదువు అయ్యా ఒకసారి ఇరవై ఆరు ఈ మొదటి పునరుత్నములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులన ఎందురు ఇది ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదు దేవునికి ఇప్పుడు చూడండి వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు అని అంటున్నాడు నెక్స్ట్ కంటిన్యూగా మనం వెళ్ళిపోయినట్టే ఇంకా మూడో వచనంలో కూడా ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచనంలో కూడా ఉంటుంది ఇరవై ఒకటో అధ్యాయము ఇదిగో మూడో వచనంలో ఉంటుందా దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారైన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును ఆయన వారి కన్నులు ప్రతి ఓకే చాలు థ్యాంక్ యూ ప్రియమైన దేవుని పిల్లారా చూడండి మనము చనిపోయిన తర్వాత యేసుప్రవారు మరలా వచ్చి మరలా మనల్ని తీసుకువెళ్ళి ఆయన మహిమ రాజ్యంలో మనల మహింపరిచి ఆయన మహిమ రాజ్యంలో ఉంచుతాడు మనము దేవునికి మనము ఆయన పిల్లలుగా ఆయనతో పాటు మనము ఆయన సింహాసనంతో పాటు మనం కూడా ఏలుతామంట ఎంత భాగ్యం ఇచ్చాడు అర్హత ఉందా మనకి ఒక్కసారి చెప్పండి అర్హత ఉందా మనకి అర్హత లేదు ఆయన దేవుడు అర్హతనిచ్చాడు దేవుడు ఏం చేశాడంటే మనకి అర్హతనిచ్చాడు ఆయన ప్రియకుమారుని ద్వారా మనకందరికీ ఈ అర్హత అనేది వచ్చింది ఏసై ద్వారానే వచ్చిందండి అర్హత ఎట్లా ఆయన చనిపోవటం ద్వారా ఆయన రక్తం ద్వారా ఆయనకి సమీపిస్తులమయ్యాం ఆయన వారసులమయ్యాం ఆయన పిల్లలమయ్యాం ఓకే కాబట్టి దేవుడు ఎన్నో వాగ్దానాలని దేవుడు మనకు ఇచ్చాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి మరి మనల్ని అనేక మంది కూడా ఏమనుకుంటారంట వారు దేవుని యొక్క పిల్లలు దేవుని వారసులు అని అనుకుంటారంట మనల్ని అందరం జనులు ఓకే ద్వితీయోపదేశకాండం నాలుగోది ఎవరే వచనంలో ద్వితీయోపదేశ కాండము పద్నాలుగు రెండు చదవండి పద్నాలుగు రెండు Mm. చూడండి ప్రియులారు ఇక్కడ పద్నాలుగు రెండు కానీ ఏడు ఆరు కానీ ఏం చెప్తున్నాడంటే అక్కడ స్వ ప్రతిష్ఠిత జనం అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ ప్రతిష్ఠిత జనం అంటున్నాడు ప్రతిష్ఠిత జనం అంటే ఏంటి ఏర్పరచబడిన వారు అనాయింటింగ్ చేయబడ్డవారు ప్రతిష్ఠిత అని ప్రతిష్ఠిత జనం అంటే ఏంటంటే దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు ఏం చేశాడు మనందరినీ ప్రత్యేకపరచుకున్నాడు అంటే మనలో చాలామంది మన కుటుంబీకులు చాలామంది ఉంటారు చాలామంది ఉన్నారు చాలామందికి ఆ భాగ్యము లేదు నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు వారిలో నుండి నిన్ను సపరేట్ చేశాడు ఆయనకు ఒక రాజ్యంగా ఉండటానికి ఆయనకు ఒక ప్రజగా ఉండటానికి ఓకే అందుకని పేతురు రాసిన పత్రిక ఇది చాలా అసలు ఈ వాక్యం చదువుతాం అన్నప్పుడు చాలా నాకు చాలా మంచి వాక్యం అది చూడండి పేతురు రాసిన పత్రిక ఒకసారి దేవుడు నిజంగా మనల్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేశాడు అనేది అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పేతురు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన చూసుకున్నాం గడవరి కాలం సారీ రెండు ఐదు ద్వారా ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు చూడండి అక్కడ ఏమంటున్నాడు సజీవమైన రాళ్ళు అంటున్నాడు మనల్ని రాళ్ళు ఉంటాయి రాళ్ళు అంటే ఏంటి సజీవం అంటే ఏంటి రాళ్ళు ఉంటాయి అక్కడ బయట రాళ్ళు ఉన్నాయి కదా ఇల్లు కట్టడానికి ఇల్లు కట్టడానికి రాళ్లే కదా ఉపయోగించేది గొలకరా అది ఏమంటారు ఇటుక రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు వాటికి ప్రాణం ఉంటుందా కానీ మనం ప్రాణం ఉన్న రాళ్ళు అంటున్నాడు దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు ప్రాణం ఉన్న రాళ్ళు అంట ఈ రాళ్ల వల్ల ఆయన మందిరాన్ని కట్టుకుంటున్నాడు మనకి అక్కడ ఏమంటున్నాడు అక్కడ దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధించిన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవల ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు ఎన్నో వాగ్దానాలు అండి ఆయన ప్రతిష్ఠ జనం ఆయన స్వకీయ సంపాద్యం అంటున్నాడు ఆయన రాజులైన యాజక సమూహం అన్నాడు ఆయన ఓ ప్రత్యేకమైన వంశం అంటున్నాడు ఎన్ని పేర్లు ఈరోజు వాక్య భాగం ఏంటి దేవుడు తన పిల్లలకి ఇచ్చిన ప్రత్యేకమైన విశిష్టత అని చెప్పుకుంటా ఉన్నాం ప్రత్యేకమైన విశిష్ట స్పెషల్ థింగ్ అనమాట అది కదా దేవుడు ఈ భూమి మీద ప్రిల్లర ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేశాడు అంతేకాదు మనం ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే రోమ రాసిన పత్రికలు చెప్తాడు దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులా తేరి చూస్తుంది అంటాడు ఓకే ఇక్కడ దాశత్వంలో నువ్వు విడిపించబడ్డది భూమి యేసు ప్రభు రక్తం ద్వారా భూమి అంతకుముందు దాస్యములో ఉంది పాపములో ఉంది దుష్టుడు కబంధ హస్తాల్లో ఉండిపోయింది ఇప్పుడు ఏసయ్య మరణించడం ద్వారా ఆయన రక్తం కార్చడం ద్వారా భూమికి ఏమొచ్చింది దాస్యత్వంలో విడుదల పొందింది విముక్తి చేయబడ్డాది కాబట్టి ఇక దేవుని పిల్లల ప్రతి ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది మన మన కొరకు సృష్టి ఎదురు చూస్తూ ఉంది అందుకనే దేవుడు మన కొరకు ప్రతి మనకి మనం గమనించం కానీ ప్రతిదీ మనకు అనుకూలంగా దేవుడు చేస్తాడు అదే రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఉంటుంది కదా మనకి చాలాసార్లు తెలిసింది దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుగు కలుగట కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామని ఎరుగుదాము దేవునికి స్తోత్రం హాలేలుయ ఏమంటున్నాడండి ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలుబడిన వారికి సంకల్పం అంటే ఏంది ఆయన చిత్తం సమస్తము సమకూడి జరుగుతున్నాయి అందుకని రేపటి దినమును గూర్చి చింతించుకు రేపటి సంగతులు ఆ దినమును గూర్చి చింతిస్తాను నా బిడ్డకి ఏం పెట్టాలో సృష్టి చూస్తుందంట నా కుమారుడికి ఏం పెట్టాలో సృష్టి ఎదురు చూస్తూ ఉంటుందంట ప్రియుల దేవుని కుమారుడిన దేవుని కుమార్తె ఏమే కదా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు ఇంకా బాగా చెప్పాలనుకో ఒక ప్రాంతానికి మీరు వెళ్ళిపోయారు ఆడ పంటలు పండలేదు అక్కడ మీకోసం దేవుడు పంటలు పండిస్తాడు ఆమెన్ అక్కడ నువ్వు నడవటానికి రోడ్లు లేవు అన్నీ ముళ్ళు తొప్పలో సరైన రహదారులు మంచి రహదారులు లేవు అన్నీ ముళ్ళు ముళ్ళు కంచిలు నడవటానికే కష్టంగా ఉంది నీకోసం దేవుడు రోడ్లు ఏపిస్తాడు మీకు అర్థం కావడానికి చాలా క్లియర్గా చెప్తున్నా వీళ్ళారా నీకోసం ఎందుకంటే దేవుడు వాగ్దానం అది తన పిల్లలకి ఎన్ని వాగ్దానాలు చేసి అరణ్యములు నలభై సంవత్సరాలు పోషించాడు వాళ్ళని విమోచించి పౌరుషంగా రోషంగా ఎన్ని సంవత్సరాలండి నలభై సంవత్సరాలు పోషించాడు మరలా ఆశీర్వాదం ఇచ్చాడు ఏందో తెలుసా వారు కట్టని ఎండల్లో నివాసం చేశారు వారు పండించని పంటను వారు అనుభవించారు అవును కదా దేవుడు అబ్రహాముతో చెప్పాడు పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తానన్నాడు నీ సంతానానికి ఆ రీతిగా దేవుడిచ్చాడు అక్కడ విస్తారమైన ద్రాక్షకాయలు పంట పండి ఉంది ఆల్రెడీ వీళ్ళు వెళ్ళేసరికి చక్కని ఇళ్ళు ఉన్నాయి వీళ్ళు నివాసం చేయడానికి దేవుడు అట్లా సిద్ధపడు సిద్ధపాటు చేస్తాడు మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు he prepared everything for us మన కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు ఎందుకంటే నువ్వు ఆయన స్వకీయ సంపాద్యం ఎప్పుడైతే నువ్వు ఆయన పిల్లవాడు అయ్యేవో అప్పటి నుంచి ఇక నువ్వు దేవుడు లిస్టులో పడిపోయావు హలేలు చెప్పండి ఇంకా అందుకని యోహోను సువార్త ఒకటో అధ్యాయంలో చెప్తాడు పన్నెండో వచ్చిన అనుకుంటా తన్ను ఎందరంగీకరించిన పన్నెండో పదమూడులో ఉంటుంది వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు తను ఎందరంగీకరించిన వారికి అందరికీ అనగా ఎస్ యేసు ప్రభు నామమునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని దేవుడికి పిల్లలుగా మనం అయ్యాం మనం ఎవరు మనం ఇప్పుడు దేవుడి పిల్లలం ప్రియులరా ఎందుకని తండ్రి తన బిడ్డల ఎళ్ళ జాలిపడే రీతిగా మన పట్ల దేవుడు జాలి పడతాడంటండి కదా మన పట్ల దేవుడు జాలి పడతాడు అంతేకాదండి యశగ్రంథ అరవై ఒకటో దేమో ఆరో వచనంలో చెప్తున్నాడు మనం అక్కడ ఉంటుంది జనముల ఐశ్వర్యమును మనం అనుభవిస్తామంట చూడండి యశ గ్రంథము అరవై ఒకటి అధ్యాయం ఆరో వచనంలో యహోవాకు యాజకులు అనబడుదురు చూడండి ప్రియుల ఏమనుకుంటారంట వాళ్ళు మా దేవుని పరిచారకులు అంటారంట మనల్ని ఏమంటాడు వారు మా దేవుని పరిచారకులు అండి కదా అంతేకాదు జనమల ఐశ్వర్యాన్ని వారు అనుభవిస్తారంట బైబిల్లో ఒక మాట ఉంటుంది భక్తిహీనులు సంపాదించే సంపాదన అంతా ఎవరి కోసం తెలుసా నీతిమంతుల కోసం అంట ఎవరి కోసం బాగా సంపాదించి సంపాదించిన తర్వాత నీతిమంతులు దాన్ని అనుభవిస్తారంట దేవుని సోదరు హాలేలియా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా వాళ్ళు బాగా సంపాదించినండి ఎవరి కోసం అది నీతిమంతుల కోసమే అని చెప్తున్నాను మరి దాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు దేవుడి మాట వినాలి కదా జన్మల ఐశ్వర్యం అనుభవించాలి అని అంటున్నాడు కదా యశాగ్రంథం మీరు చదవండి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి తన పిల్లలకి దేవుడు ఎన్నో వాగ్దానాలు ఉంచాడు రాజులు మిమ్మల్ని పోషించు తండ్రులుగా ఉంటారన్నాడు రాణులు మీకు పాలిచ్చు దాదులుగా ఉన్నారు ఉంటారంటున్నాడు కదా ప్రియులరా అధికారులు మీకు నమస్కారం చేస్తారని ఉంటుంది అక్కడ వారు మీ పాద ధూళి నాకెదరు అని కూడా ఉంటుంది ప్రియులారా చూడండి ఎంత ఆధిక్యతను దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు చూడండి ఎంత విశిష్టతను ఎంత శ్రేష్టతను తన పిల్లలకి దేవుడు ఇచ్చాడో చూడండి ప్రియులారా ఇంకా ఇంకే విషయంలోనే మనం బాధపడటానికి అవకాశం ఏమన్నా ఉందా చెప్పండి మీరు బాధపడాలా ఏదన్నా శ్రమలు వచ్చినప్పుడు బాధపడాలా వద్దండి నువ్వు దేవుడి పిల్లవాడు దేవుని కుమార్తె దేవుని కుమారుడు దేవుడు నీకు అన్యాయం ఎప్పుడు చేయడు దావీద్ అంటాడు కదా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు వాడు భిక్షమిత్తుడు కానీ దరిద్రత స్థితి కానీ నేను చిన్నపిల్ల నుంచి ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను నేను ఎప్పుడు కూడా చూడలేదు అంటాడు ఆయన ఏమంటున్నాడు దావీదు నేను చిన్నపిల్ల నుంచి పెద్దవాడిని అయిపోయి ఇప్పుడు వృద్ధుడిని ముసలోడిని అయిపోయా కానీ దేవుడు నమ్మినోడు ఎవడైనా దిక్కుమాలిన బతుకు కానీ దరిద్ర బతుకు కానీ నేను ఎప్పుడు కూడా చూడనే చూడలేదంటాడు ఆయన నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టాడండి నేను నిన్ను విడువను ఎన్నడను ఎన్నడును ఎన్నడును అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా నెవర్ అని ఉంటుంది నెవర్ ఫర్ సెక్ అంటే అర్థమైందంటే కొన్నాళ్ళు వదిలిపెట్టి కొన్నాళ్ళు పట్టుకుంటానని కాదు నెవర్ అంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా విడిచిపెట్టను మేబీ ఏదైనా తప్పు చేసిన అయినా విడిచిపెట్టండి నేను ఒకవేళ ఏదైనా తప్పు చేసావనుకో తప్పు చేసేవలే పో దరిద్రుడా అని ఇచ్చిరి కొట్టండి నేను ఆయన ఒక మాట చెప్పాడు కదా విడిచిపెట్టనని విడిచిపెట్టాడు తప్పిపోయిన కొడుకు తండ్రి ఏం చేశాడు విడిచిపెట్టాడా తప్పు చేశాడు ఆయన ఆస్తి వ్యసనం వ్యసనాలకి ఖర్చు చేసేసాడు మళ్ళా తండ్రి గుర్తు రాగానే ఫుడ్ ఆకలయ్యి దేనికోసం ఆకలయ్యి పందులు పందులు మేపే పొట్టు తింటున్నాడు ఆకలయ్యి తిరిగి మళ్ళా గుర్తుకొచ్చింది ఏదో తండ్రితో ఉండటానికి తండ్రి ఆనందాన్ని సంతోషాన్ని కోల్పోయానే అని అక్కడ కనిపించదు అక్కడ ఏం కనిపిస్తుంది నేను ఒక కూలివానిగా చేరత కడుపు గాలినప్పుడు గుర్తుకొచ్చాడు తండ్రి మనకు కూడా బాగా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు మిగిలిన టైంలో అసలు గుర్తునే రాడు రీలర్ కాబట్టి నీకు ఒక విశిష్టత ఉందని మర్చిపోవద్దు జనముల ఐశ్వర్యం అంతా కూడా నీదగునను అంటున్నాడు దేవుడు ప్రియులారా కాబట్టి నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తి వండి దేవుని దృష్టిలో the very special insight of the God నువ్వు ఒక ఓ ప్రత్యేకమైన అని గమనించండి మీరు ఎవరికి వాళ్ళు ఎప్పుడైనా నేను ప్రత్యేకమైన వ్యక్తి కదా వ్యక్తిని కదా అని దేవుడు ఏమంటే దేవుడు మనిషి విషయంలో ఎంత విశిష్టత కలిగి ఉంటాడంటే ఈ వెంట్రుకలు ఉన్నాయి కదా వెంట్రుకలు కింద పడతాం కూడా దేవుడికి తెలుసు అంట అంటే ఎంత అబ్జర్వ్ చేస్తున్నాడు మనల్ని దేవుడు ఒకసారి గమనించండి మీకు ఇంటికి ఆడపిల్లలకు బాగా రాలుతాయి కదా ఒక్క ఇంటికి రాలినా అది కూడా దేవుడికి తెలుసు అంట అంటే చూడండి ఎంత కన్సర్న్ మన పట్ల దేవుడికి ఎంత శ్రద్ధ చూడండి అండి దేవుడికి అలాంటి దేవాతి దేవుణ్ణి ఒక్క క్షణమైనా విడవాలా మనం పాటే పాడతాం ఒక్క క్షణమైనా జీవించలేను నీవు లేకుండా నా జీవితారా అణుమాత్రమైన నొప్పించలేని నీ ప్రేమ చాలు దానికి ముందు వచ్చిన కోసం నేను పాడే ఈ పాట మనం చక్కగా పాడతాం అయ్యా ఒక్క క్షణమైన నేను నేను మనం కాదు ఇడిచేది ఆయన ఇడవడం మనం ఈడ్చిపెడతానే ఉంటాం ఎప్పుడు మనం మర్చిపోతానే ఉంటాం మనం ప్రార్థన చేయనే చేయి వాక్యాన్ని చదవనే చదవం ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడే చూద్దాంలే ప్రార్థన ఈరోజు సండే అనుకుంటా కదా ఒకసారి సండే కూడా మర్చిపోతారు కొంతమంది కదా అట్లాగూ కానీ దేవాతి దేవుడు ఎన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధించాలండి ఎంతగా స్థుతించాలండి ఎంతగా ఆయన్ని మయంపరచాలండి మన నిజంగా దేవుడు నిన్ను రక్షించాడను అనుకుంటే నువ్వు నీ జీవితంలో ఎప్పుడు దేవుడికి అంకితం అయిపోతావు నేను దేవుడి కోసమే బ్రతుకుతానయ్యా దేవా నీ కోసమే నేను బ్రతుకు నా జీవితం నీకే అంకితం అయ్యా అని మనం చేసుకోగలం కదా ఒక పాట ఉంటుంది పౌలు వలే నేను నేను సాగేది యేసుని తన ఒక పాట ఉంటుంది దాంట్లో వచ్చినాలు ఉంటాయి దాంట్లో మనం పాడాలంటే భయం వేస్తుంది ఆ పాట నాకు ఎందుకంటే అక్కడ స్టెఫన్ నా సాగిత రాళ్ళతో పెట్టి కొడతామంటే నువ్వు దేవానికి వందనాలయ అంటావా అక్కడ పాట ఉంటుంది అది స్టెఫ రాళ్ళు పెట్టి కొడితే దేవా ఆయన్ని స్థుతిస్తున్నాడు దేవుణ్ణి కుడిపార్చున్నాడు దేవుణ్ణి తండ్రి కుడిపార్చున్నాడు ఏసై ఉంటే ఆయన్ని స్థుతిస్తున్నాడు ఆయన చూస్తున్నాడు వీళ్ళే రాళ్ళు పెట్టి కొడుతున్నారు కదా సింహాల బోన్లు వేసిన దానియులు వలె నిన్ను ఆరాధించి ఆరాధించాను పౌలు సీఎల్నే తీసుకెళ్ళి జైల్లో పడేస్తే వాళ్ళు పాటలు పడారు నిన్ను జైల్లో వేస్తే దుఃఖమే జీవితానికి ఇదేందిరా నా బతుకు ఇట్లా అయిపోయింది అనుకుంటాం కదా ప్రియులారా మరి అలాంటి పరిస్థితిలోకి రావాలి బైబిల్ ఒక మాట చెప్తాడు దేవుడు పిలిపి రాసిన పత్రికలు ఏమంటాడంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే కాదు ఆయన పక్షమున నువ్వు శ్రమను కూడా అనుభవించాలి అంటాడండి ఏమంటున్నాడు మనం నమ్ముతాం నమ్మటం ఒక ఎత్తు కానీ ఆయన తరపున నువ్వు శ్రమలు అనిపించడం అది గొప్ప గొప్ప స్థితి అది నీకు ఏమంటున్నాడండి మరి ఎప్పుడైనా ఆయన కోసం శ్రమలు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా శ్రమలు వచ్చేస్తాలు కాడిపడేస్తాం మనం ఏం చేశాడు నాకు దేవుడు ఏమిచ్చాడు నాకు దేవుడు అని అని అంటాం చాలాసార్లు మనం మన ఆలోచనలు కనీసం ఆలోచనతోనని అట్లా అంటాం ఇంతగా ప్రార్థన చేస్తున్నాను ఇంతగా మరి దేవుని సన్నిధికి వెళ్తున్నాడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని అంట ఏమి ఇవ్వాలండి నీకు నీ మంచి శరీరాన్ని ఇచ్చాడు శరీరం ఖరీదు ఎంతో తెలుసా ఇప్పుడు మీరు ఎప్పుడైనా మూత్రపిండాలు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు మూత్రపిండాలు మార్చాలంటే వాళ్ళకు సంబంధించి ఐదుగురు కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి గుండె మార్చాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది ఓకే లివర్ పాడైపోయింది అయ్యా ఇక నీకు వెళ్ళిపోతామే అంటాడు పరలోక యాత్ర అంటాడు లివర్ పాడైపోయిందంటే చూడండి ఒక్కొక్క అవయవం ఒక్కొక్క organ the most important organs in our body కదా దేవుడు ఇవన్నీ ఇచ్చాడు మనకి ఇంత మనం చాలా ఖరీదు చాలా విలువైన వాళ్ళం మామూలుగా ఫిజికల్గా కూడా నేను చెప్తున్నాను ఫిజికల్గా ప్రియులారా కదా మరి ఎలాంటి పరిస్థితిలో మనం చూడండి ప్రియులారా ఒక దరిద్రుడు ఇట్లాగే పనుకున్నాడంట ఒక ఆయన వెళ్ళాడంట రాజు వెళ్ళి రాజు మారువేషంలో వెళ్ళి ప్రజలు ఎట్లా ఉన్నారో చూద్దామని వెళ్ళాడంట వెళ్తే మరి ఏంది ఇంత దరిద్రం స్థితిలో నేను ఉన్నానని ఏదైతే చెప్పుకుంటున్నాడంట ఆయనకి నువ్వు చాలా ముఖ్యమైన విలువైన వ్యక్తి అయ్యా అని అంటున్నాడంట నేను విలువైన వ్యక్తిని ఎట్ట ఎట్ట అయ్యాను అని అంటాడు సరే ఒక పని చేయను ఆయన నేను ఒక రెండు లక్షలు ఇస్తాను కుడి చేయి నాకు ఇయ్యి ఏమన్నాడు నేను ఒక రెండు లక్షలు ఇస్తాను నీ కుడి చేయి నరికి నాకు ఇయ్య అన్నాడంట వామ్ము నేను ఎందుకు ఇస్తాను అన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళారా మనం చాలా విలువైన వ్యక్తులం కదా చాలా చాలా విలువైన వ్యక్తులు మన ఆత్మ ప్రభోరు అంటారు అందుకే ప్రాణము దేహము ప్రాణము ఆత్మ ఓకే దేహము కంటే ప్రాణం ముఖ్యము ప్రాణము కంటే ఆత్మ ముఖ్యము మీరు వినాలి వినపోతే కనెక్షన్ కట్ అవుతుంది మీరు మళ్ళా వేరే మాటకు వచ్చి కనెక్షన్ కట్ అవుతుంది మన శరీరము ముఖ్యం దేనికంటే సారీ ప్రాణం ముఖ్యం శరీరం కంటే ఏది ముఖ్యం ప్రాణం ముఖ్యం మళ్ళా ప్రాణం కంటే ఏది ముఖ్యము దేవుడు పెట్టిన ఆత్మ ముఖ్యం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ ఈ ప్రాణాత్మ దేహాలని అన్నీ కూడా దేవుడే మనకి ఇచ్చాడు అందుకనే భక్తుడైనటువంటి పౌలు అంటాడు కొరిందీలకు రాస్తూ మీరు దేవుని ఆలయం అన్నారని మీరు ఎరుగురా అంటున్నాడు మనం ఎవరిని we're the temple of God దేవుని ఆలయం మనం కాబట్టి నా ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని చెప్పాడు ఈ ఆలయం ఎవరిది మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు పోయిన పోయినసారి చెప్పాను నేను మూలవాక్యం ఏంది మూలవాక్యం ఏంటి పోయినసారి మూలవాక్యం దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘాన్ని నిర్మించుకున్నాడు స్వరక్తము ఇప్పుడు మనలందరినీ ఆయన ఆయన అమూల్యమైన రక్తము ద్వారా మనలందరిని కూడా ఏం చేశాడు కొన్నాడు కొని ఒక సంఘంగా ఏర్పాటు చేసుకున్నాడు ఓకే కాబట్టి ప్రియమైన దేవన్ బిడ్డారా మరి ఆయన యొక్క సొత్తుగా మనం ఉన్నాం ఆయన బిడ్డలుగా ఆయన ప్రజలుగా మనం ఉండవని చెప్తున్నాడు కనుక మరి అదే విషయాన్ని ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం నాలుగు విషయం చందాం చూడండి ఒకసారి వీరు శ్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారు స్త్రీ సాంగత్యం ఎరుగని వారునయుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు వీరు దేవునికి గొర్రె దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులతో మనుషులలో నుండి కొనబడిన వారు ఓకే చాలు ఇది ప్రకటన గ్రంథంలో లక్షా నలభై నాలుగు వేల మందిని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు వీరంట దేవుడి కొరకు క్రీస్తు కొరకు దేవునికి క్రీస్తుకు యాజకులై సారీ గొర్రెపిల్ల కొరకును దేవుని కొరకును గొర్రెపిల్ల వరకు ప్రథమ ఫలము గుండుటకై మనుషుల్లో నుండి కొనబడిన వారు అని అంటున్నాడు ఎక్కడి నుంచి కొనబడ్డారంటే వీళ్ళు దేవునికి ప్రథమ ఫలము లక్ష నలభై నాలుగు వేల మంది తర్వాత ఏడో దేవి తొమ్మిదో వాళ్ళేనేమో లెక్కింపలేని విస్తారమైన తెల్లని వస్త్రములు వేసుకుని ఉంటారంట అక్కడ పర్లోకంలో దేవుని స్థుతిస్తూ ఉంటారంట ఆ గుంపులో మనం అందరం ఉంటాం ఆ సమూహములో మనమందరం రేపు ఉండబోతున్నాం ప్రియులారు కాబట్టి దేవుడు ఆయన్ని గణపరిచి ఆయన్ని స్థుతించేటందుకు ఒక రాజ్యముగాను ఒక ప్రజగాను దేవుడు తన స్వకీయ సంపాద్యముగా మనందరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడని మనము గమనించాలి ప్రియురాలు కదా కాబట్టి దేవుడు తన పిల్లల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అందుకంటే భక్తుడైన దావీదు దేవుణ్ణి ఎప్పుడు స్థుతించేవాడంట అందుకనే దేవుడు దావీదుని ఏమన్నాడు తెలుసా దావీదు నాకు ఇష్టమైన వాడు అన్నాడు మరి మీరు దేవుని చేత ఏ బిరుదు ఏ సాక్ష్యం పొందుకోవాలనుకుంటున్నారు దావీదుని దేవుడు నా ఇష్టానుసారుడు అంటున్నాడు కదా ఓకే మరి దేవుని చేత నేను ఇష్టరాలని నేను ఇష్టుణ్ణి అని నువ్వు సాక్ష్యం చెప్ ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నావా ఉన్నారా లేదా మరి దేవుడికి ఇష్టడిగా ఉండాలనుకున్నారా లేదా మీరు ఓకే ప్రేమేం దేవుని బిడ్డారా దేవుడి దగ్గర సాక్ష్యం కావాలి మనుషులు సాక్ష్యం కాదు ఎవరి దగ్గర సాక్ష్యం కావాలి మనకి so where the witness to the world మనుషుల మధ్య కూడా ఖచ్చితంగా సాక్షిగా ఉంటావు కానీ నువ్వు ఫస్ట్ దేవుడికి సాక్షిగా ఉంటే దేవుడు మనుషుల మధ్య మనల్ని సాక్షులుగా ఆటోమేటిక్గా నిలబెట్టేస్తాడు అంతే వాడుకుంటాడు అంతే ఓకే కానీ ఫస్ట్ నువ్వు దేవుడి దృష్టిలో ఉండాలి ఎవరి దృష్టిలో ఉండాలి ఒకవేళ అందరూ దేవుడిని తిరస్కరించవచ్చు చాలామంది అండి పట్టించుకోకపోవచ్చు కానీ నువ్వు దేవుడి దృష్టిలో ఉండవనుకో నువ్వు శ్రేష్ఠుడు మనుషులు నిన్ను పట్టించుకోనక్కర్లా మనుషులు నేను దూషించవచ్చు మనుషులు నిన్ను అవమానపరచవచ్చు కానీ మనం ఎవరి దృష్టిలో ఉండాలి దేవుని దృష్టిలో ఉన్నారు ప్రియమైన దేవుని పోయిన వారం నేను చెప్పాను మోషేని ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉంటారు ఆయనతో పాటు తీసుకొచ్చిన వాళ్ళు అప్పుడు దేవుడు అంటాడు మోషే భూమి మీద ఉన్న జనులందరి కంటే మిక్కిలి సాత్వికుడు అని అంటాడు ఎవరండి తన సొంత అక్కయ్య అంది ఏందయ్యా నువ్వేనా పెద్ద ప్రవక్తవా దేవుడు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడా అని అంటది వాళ్ళ అక్క మిరియాము సొంత అక్కే తెలుసా అప్పుడు దేవుడు కోపం వస్తుంది నా సేవకుడిని నువ్వు ఇట్లా మాట్లాడతావని వెంటనే తెల్ల కుష్టి వచ్చేస్తుంది ఆమెకి మిరియాముకి తన సేవకుడిని అంటే వెంటనే ఏమొచ్చింది తెల్ల కుష్టి వచ్చేస్తుంది మళ్ళా ఆమె గురించి ఈయనే ప్రార్థన చేస్తాడు మోషే ఏడ్చి దేవుడి దగ్గర ప్రభువా స్వస్థపరచు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు అయినా కానీ ఆ అవమానం కొన్నాళ్ల పాటు ఉంచుతాడు అప్పుడే వెంటనే స్వస్థ పొందడు పొందదు పాళి మెలుపుల బయట దాదా వారు వారాల్లో ఏం సమ్ కొంత సమయంలో ఆమె అవమానపరచబడ్డది తెల్ల కుష్టితో బాధపడ్డది తర్వాత స్వస్థపరిచాడు దేవుడు ఆమెను ప్రియులరు కాబట్టి మనం అంత ఈజీగా తీసేసుకోకూడదు దేవుని పిల్లలను దేవుని సేవకుని ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ ఈజీగా తీసేసుకుంటున్నారా ఓకే పర్వాలేదు అనుకోండి నిన్ను బాధ పెడుతున్నారు నేను నింద నేను మీద నింద మోపుతున్నారా ఓకే పర్వాలేదు ధైర్యంగా ఉండండి ప్రియులర్ ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన దేవుడు నేను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు విడిచిపెట్టడు కదా మోషే అందుకే మోషే సాత్వికుడు అని అంటాడు మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అంటున్నాడు ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఒక దేవుడే సృష్టికర్త ఒక మనిషి మనిషి అలాంటి వాడండి తెలుసా మనిషి అసలు మనిషి స్టేటస్ ఏంటి దేవుడి దృష్టిలో అంత స్టేటస్ ఉంది అసలు మనిషి మామూలుగా చూసి ఆవిరి వంటి వాడు మనిషి అలాంటి వాడు ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనబడి మాయ మగురా చాలు ఆవిరి వంటిది మన జీవితం ఎలాంటిదండి ఆవిరి వంటిది అంటున్నాడు ఆవిరి అంటే ఏంటి అన్నం వండుతూ ఉంటారు కదా ఒక రకమైన పొగ బయటకు వస్తుంది దాన్ని ఆవిరి అంటారు అది కనిపిస్తుందా మళ్ళా అలాంటిది మన బ్రతుకు అన్నిటి గ్యారీ ఉంటుంది గ్యారంటీ ఉంది కానీ మన బట్టి గ్యారంటీ అలాంటి ఆవిరి వంటి మన జీవితాల్ని దేవుడిచ్చిన శ్రేష్టత ఎంత గొప్పదో చూడండి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో చూడండి ప్రియులారా కాబట్టి మనము దేవుణ్ణి బట్టి మనం మనం కలిగిన దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి కొందరు కొందరు రథములు బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయపడతారంట కానీ మనం మనమైతే మన దేవుడైనా యహోవాను బట్టి అతిశయపడాలి గుర్రాలు రథాలంటే ఇప్పుడు గుర్రాలు రథాలు లేవులే మనకి గుర్రాలు రథాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తులు అంతస్తులు బంగారం నాకు చాలా బంగారం ఉంది పది తులాలు ఉంది తెలుసా అని అంటాం ఓకే ఇక్కడేమో ఇక్కడేమో మెల్లకి తగిలిస్తుంది తిరుగుతాం అక్కడేమో కాళ్ళ కాళ్ళతో దొక్కుతూ ఉంటాం బంగారాన్ని మనం అక్కడ వజ్ర వైడూర్యాలతో పన్నెండు రత్నాలు వాటితో పరలోకం అలంకరించబడుతుందంట అంత విలువైనది దేవుని రాజ్యం పరలోకం కదా మరి ఇక్కడేమో వాటిని చాలా విలువగా చూస్తాం ఉగ్రత ఆస్తి అక్కడకు రాదని బైబిల్ చెబుతుంది నీ వెండి నీ బంగారం అంతా మరి నాకు ఆ బంగారం వద్దు వండిద్దరు నన్ను కాపాడు అయ్యా కాపాడయ్యా అని రోజులు వస్తాయి ఉగ్రత జనమంద ఆస్తి అక్కడకు రాదు ప్రియులారా కాబట్టి నీ దేవుడు నిన్ను రక్షించాడు ఆ రక్షణను కాపాడుకో రక్షణ కొనసాగించుకో ఆ రక్షణలో కొనసాగు భక్తుడైన సులోమను మహాధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే కొన్ని వందల మణుగులు బంగారం ఉంది ఆయన దగ్గర ఆయన అంటాడు ప్రసంగి గ్రంథం మీరు చదవండి వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము meaningless meaningless meaningless is everything meaningless అని అంటుంది ప్రతీదీ వ్యర్థమే సూర్యుని కింద జరిగేది ప్రతిదీ వ్యర్థమే అంటాడు ఇంకా చివరికి ఏం కంక్లూషన్కి వచ్చేస్తాడు తెలుసు పన్నెండు అధ్యాయాలు ఒక మాట ఉంటుంది మానవ కోటికి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం తప్ప ఇంకేమీ లేదు ఇదియే మానవ కోటికి విధి అంటాడు అరే నాయన నేను చాలా అనుభవించాను ద్రాక్ష తోటలో నాటించుకున్నాను అనేక మంది పని మనుషులు ఉన్నారు నా కింద గొప్ప అధికారం ఉంది గొప్ప రాజులు నా దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు అసలు పవర్ ఎక్సర్సైజ్ చేశాను నేను చుట్టుపక్కల వాళ్ళందరూ కలుపుకునేవాడు తెలివిగా మన మనిషి తెలివి ఏ రాజ్యానికి వెళ్తాడు వాళ్ళ అమ్మాయిని చేసుకునేవాడు సౌలు సారీ సౌల్మన్ ఏం చేసేవాడు అందరిని కలుపుకుని ఎవడు శత్రువు లేకుండా చేసుకున్నాను ప్లాన్ అయింది అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఎక్కడ శేబాదేశి ప్రాణి దక్షిణ దేశ ప్రాణి అని ఉంటుంది పాత నిబంధనలో కొత్త నిబంధనలకు వచ్చేసరికి శబాదేశి ప్రాణి అని అంటాడు ఆమె సొలోమ దగ్గరికి వస్తారు ఆయన జ్ఞానం చూసి ఇంత జ్ఞానవంతుడా ఏంటి అసలు అని ప్రేమైన దేవుని బిడ్డారు ఆమె గొప్ప బహుమతులు ఇచ్చి వెళ్ళిపోతుందంట సౌలమానికి అలాంటి గొప్ప జ్ఞానవంతుడు ఈ జ్ఞానం ఎందుకు ఈ ఆస్తి ఎందుకు ఈ ఐశ్వర్యం ఎందుకు అంటాడు చివరికే ఆయన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండటం తప్ప ఇంకేమి కూడా లేదంటాడు అదే అల్టిమేట్ అంటాడు కాబట్టి మనం కూడా విశ్వాసం ఉంచిన మనం దేవుని పిల్లలం ఆయన సొత్తు ప్రియులరా నేను వాక్యాన్ని ముగించిపోతున్నాను కాబట్టి మనం ఆయన యొక్క ప్రతిష్ట జనం అంటున్నాడు ఆయన ఆత్మ సంబంధమైన మందిరాలు అంటున్నాడు కాబట్టి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ప్రియులారా మనం ఆయనకి నమ్మకంగా జీవిద్దాం నమ్మకంగా బ్రతుకుదాం ఓకే నీకు పరిస్థితులు కొన్ని కొన్నిసార్లు అననుకూలంగా ఎదురైనప్పటికీ ధైర్యంగా ఉండండి నీ దేవుడు నీకు తోడున్నాడు ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు ఎందుకంటే నువ్వు ఆయన ప్రజలవి నువ్వు ప్రతిష్ఠించాడు నిన్ను ఎందుకో తెలుసా ఒక మాట ఉంది ఆ మాట చెప్పేసి నేను ముగించేస్తానండి ఆయన గుణాతిశయములను ప్రసురంపు చే నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు నేను ఎందుకు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి ఎందుకు పుట్టించాడు నిన్ను చెప్పండి చెప్పండి అయ్యా ఎందుకో ఆయన గుణాతిశయములంటే ఆయన గుణగడ లక్షణాలని మనము ప్రజలకి చెప్పాలి లేదు పాస్టర్ గారు మమ్మల్ని మా ఆయనకి భారీగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాడు ఇద్దరు పిల్లల కంటానికి ఏర్పాటు చేసుకున్నాడు ఒక మంచి ఉద్యోగం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు అని నువ్వు అనుకుంటే అనుకో కానీ అది కాదు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన గుణాతిశయాల్ని ప్రసరింప చేయ నిమిత్తం నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆడపిల్లలను మీరు కూడా ఆయన గుణాతిశయాల్ని ప్రసరింపజేయాలి మీరేమనుకుంటారంటే పాస్ట్ గారికి అది చెప్పేది ఇంకెవరికి హక్కు హక్కు అందరికి ఇచ్చేసాడు అక్కడ ఏం చెప్ చదివాడు అందరికి అన్నాడు ఒక్కడికే అన్నాడా అదిగో పాస్ట్ గారికి వాక్యం చెప్పేది ఇంకెవరు చెప్పడానికి వీలు లేదని లేదు అక్కడ స్వార్థ అందరు చేయొచ్చు సువార్త అనేది అందరు చేయొచ్చు నేను ముగించిపోతాను రెండు నిమిషాలు ముగించేస్తాను పౌలేమంటాడు ఇది తెలుసా సువార్త నేను చేయకపోతే నాకు శ్రమ అంటున్నాడు మరి ఆయనకి శ్రమ అయితే మనకు శ్రమ రాదా శ్రమ కాదా మనల్ని అందుకే ఏర్పాటు చేసుకున్నాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు మంచిగా డ్యూటీ చేస్తాం ఎంతో క్రమంగా ఎంతో వైరుధ్యంగా చక్కగా మార్నింగ్ చక్కగా ప్రిపేర్ చేసుకుని అన్నం కూర వండుకుని మంచిగా రెడీ చేసి వస్తాం దట్స్ గుడ్ వెరీ గుడ్ మీ పిల్లలకి మంచిగా అన్నం వండుతారు భర్తకి మంచి చక్కగా అన్నీ సహాయం చేస్తారు వాళ్ళు ఏ రుచికరమైన భోజనాలు చేయమంటే చేస్తాం మనం ఎన్ని నమ్మకంగా ఉంటున్నాం అదే రీతిగా నేను పుట్టించి నేను బ్రతికించి నేను బలపరిచి నీ ఆరోగ్యం ఇచ్చి నేను నీకు ఊపిరిని ఇచ్చిన దేవాతి దేవుడు కూడా సేవ చేయాలి ఏమంటే దేవాతి దేవుడు కూడా మీ భర్తకి మీ పిల్లలకే కాదు మీరు సేవ చేసేది మీరు మీ భార్యలకి మీ భార్యలు పోషించి సంరక్షించడమే కాదు ఓకే మీ పిల్లల్ని చూసుకోవడమే కాదు బాధ్యతగా దేవుడి సేవ చేయటానికి బాధ్యత కూడా మీరు వహించాలి దేవుని సేవ కూడా చేయటానికి బాధ్యత వహించాలి ఎందుకని ఓ తండ్రికి ఇద్దరు పిల్లలు ఉన్నారంట ఇద్దరు పిల్లలుంటే పెద్దోడిని పిలిచాడంట రేపు పోయి పొలంలో పని చేసుకురమ్మని చెప్పాడంట నేను వెళ్ళా అన్నాడంట రెండో వాడిని పిలిచాడంట పొలంలో పని చేసుకురమ్మని చెప్పాడంట ఫస్ట్ వాడేమో వెళ్తానన్నాడు వెళ్ళానడా వెళ్ళన్నాడు కదా రెండో వాడు నేను వెళ్తానన్నాడు కానీ ఎవడైతే వెళ్ళనన్నాడు వాడు వెళ్ళి పని చేసుకొచ్చాడు నువ్వు వెళ్తావా ఎనవా అని కాదు అక్కడ పని జరిగిందా లేదా అనేది ముఖ్యం దేవుని పని జరిగిందా లేదా అనేది ముఖ్యం నీ ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా లేదా నీ ద్వారా దేవుడు కనపరచబడనడా లేదా అది ముఖ్యం ఏ విషయంలో అయినా ఏ సమయంలోనైనా మీరు దేవుణ్ణి గనపరచాలి దేవుణ్ణి మహింపరచాలి అది నీ బాధ్యత అర్థమవుతుందా నీ బాధ్యత నువ్వు విస్మరించొద్దు నువ్వెవరివే ఎవరివే కాదు పాస్ట్ గారి సంఘ సభ్యులు మీరు ఎవరివే పలానా ఆయన కొడుకు పలానా కూతురు ఇవన్నీ అవుట్ ఆఫ్ ఎప్పుడైతే పాస్ట్ గారి సంఘ సభ్యులు అనుకుంటావో అప్పుడే తేడా వచ్చేస్తుంది సభ్యుడివే బట్ దానికి ముందు ఎవరివే దేవుడి పిల్లోడు అక్కడ తేడా వచ్చేసేది పాస్టర్ తిట్టాడు అనుకో తెల్లారి వచ్చే సండే నుంచి మనం ప్రార్థనకు రాం అంటే నువ్వేమనుకుంటావు పాస్టర్ కాబట్టి ఈ సంఘం నేను రాను పో అని అంటాం ఇప్పుడు ఇది దేవుడిదనంటే పాస్టర్ అంటే అంట నాకెందుకు నా దేవుడి దగ్గరికి నేను వస్తాను నువ్వు అనేది ఏంటి పాస్టర్ నువ్వు కూడా your the member of the church అంటావు your the body of Christ నువ్వు కూడా క్రీస్తు చర్యలో ఒక భాగానివి అని అంటావు ఓకే ఎప్పుడు ఇది సంఘం దేవునిది అనుకున్నప్పుడు నువ్వు దేవుని సొత్తు అనుకున్నావు నా దేవుడి దగ్గర నేను వెళ్తా ఆపటానికి మీరెవరండి అని వచ్చి ఎవరినైనా పక్కమ్మడి సహోదరుడు ఏమన్నా అన్నారు తిట్టారు వాళ్ళని బట్టి నువ్వు చర్చికి రాకుండా ఉండకూడదు నీ పక్కమ్మడి సహోదరుడు నిన్నంటే నా దేవుడు నువ్వంటే నేను రాకుండా ఉంటాను నా దేవుడి కోసం నేను వస్తా అనాలి ఇప్పుడు మీరు మీరు మీరందరూ ఎవరు దేవుని యొక్క సొత్తు దేవుని యొక్క పిల్లలు దేవుని యొక్క ప్రజలు కాబట్టి ప్రియులరా ఆ రీతిగా మనం దేవుడిని ఆరాధించి చూద్దాం దేవాది దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి నీ అందరిని కొన్నారు మీ అందరినీ రక్షించాడు మనందరం కూడా కాపాడాడు బలపరిచాడు మనం ఆయన సొత్తు కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా దిగులు పడద్దు చింతపడద్దు ఎప్పుడు ఆనందించండి ఆయన ఎందు ఎప్పుడు సంతోషించండి ఆయన ఎందు దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం వాక్యం ఎత్తబడిన వాక్యం గురించి ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుద్ధులు వందనాలు చెల్లిస్తున్నాం ఈయన వాక్యం ప్రతి హృదయలో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం మీకే వందనాలు మా జీవితంలో గొప్ప కార్యం చేసిన గొప్ప తండ్రి నాయన మీకే వందనాలు గనుడ సర్వశక్తి సర్వశక్తిమంతుడ మీకే వందనాలు చెల్లిస్తున్నాం అయా మీ ప్రజలైన సొత్తు మీ స్వకీయ సంపాద్యముగా ఉన్నాం పేరు పెట్టి పిలువబడ్డాం ప్రభు ఏర్పాటు చేసుకున్న దేవుడు నాయన నాయన ఇదిగో మీ గణాతిశయములు ప్రసరం చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశంగా యాజకులుగా రాజులైన యాజక సమూహముగా తండ్రి పరిశుద్ధ జనాంగముగా మేము ఉంటున్నామయ్యా మీకు వందనాలు అట్టి భాగ్యాన్ని మీరు మా అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రియులు బిడ్డలు ప్రభా నాయన ఎవరైతే ఏదైనా బాధలో ఉన్నారేమో ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నామో ప్రభా దాన్ని బట్టి ఎవరు అతిశయపడొద్దు బాధపడొద్దు నాయన దిగులు పడొద్దు నాయన నా దేవుడు నాకు తోడున్నాడు నా దేవుడికి నేను నేను సొత్తుని ఆయనకి కాబట్టి నేను ఎందుకు భయపడాలనే ధైర్యం కలిగి ముందుకు వెళ్ళటానికి ప్రతి హృదయాన్ని ప్రతి బిడ్డను మీరే సిద్ధపాటు చేసి బలపరిచి మీ తోడు ఉంచమని చేరిన బిడ్డలందరూ వాక్యం వారి హృదయాలు ఫలింపు చేయమని ఏ పరిశుద్ధన అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అది కళ్ళు మూసుకున్నాడు